అందమైన నవ్వే ఆభరణంగా మలుచుకున్న ఈ శ్రమజీవులిద్దరూ అనంతపురం జిల్లా గొల్లపల్లి తండావాసులు పలకరిస్తే అదే నవ్వుతో చెప్పిన సమాధానాలు ఇప్పటికీ ఇంటి నిర్ణయాధికారాల్లో తమకి సమాన ప్రాతినిధ్యముందని వారు చెప్పిన విషయాలు తోటి శ్రమజీవులతో ఇచ్చిపుచ్చుకునేది శ్రమే కాని డబ్బులు కాదని చెప్పిన సంగతులు మీరు విందురు కానీ పదండి మా ఊరి పేరు గొల్లపల్లి దండ మేడం మా నా పేరు అరుణ మేము పెసర్లు తిన్నాము పద్దన పది గంటలకు వస్తాము సాయంత్రం ఆరు వరకు ఉంటాము ఇవి కోసిన తర్వాత ఇంటికి వెళ్ళి తీసిపోతాము తర్వాత అమ్ముకొస్తారు వాళ్ళే అంతే మీరు సొంత పొలమా అవును మేడం ఎన్ని ఎకరాలు ఉంది ఎకరాలు ఇవ్యా పది ఎకరాలు ఉంటుంది మేడం మొత్తం కొనియారనా కసినగిరి చిత్రాబల కూల పది ఎకరాలు ఉంటుంది కంది వేస్తాము చెనిక్కాయ వేస్తాము మళ్ళీ ఇవన్నీ ఎత్తేసుకుంటాం అంతే ఇంకేం చేస్తారు మీరు పొలం పని కాకుండా ఇంకా వ్యవసాయం ఇది గొర్రెలు గొర్రెలు ఉన్నాయి మేడం ఆవులు ఉన్నాయి అవి మేపుకుంటాము ఇంకా మీరు ఎక్కువ పని చేస్తారా మగవాళ్ళు ఎక్కువ పని చేస్తారా మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం చేస్తాం మేడం మరి విత్తనం పెట్టేటప్పుడు లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుందని మీరే అనుకుంటారా మీరు నిర్ణయించుకుంటారా లేకపోతే మీ ఇంట్లో మగవాళ్ళు చెప్పినట్టు చేస్తూ పోతారా మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరం కలిసి చేసుకుంటాం మేడం ఏవి పెడితే బాగుంటుంది ఏవి చేస్తే బాగుంటుందని ఇద్దరం కలిసి మాట్లాడుకొని వేస్తాం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పినట్టు కూడా వేస్తాము వాళ్ళు లేకపోతే ఇంకా ఇద్దరు కలిసి <laughs> చేసుకోవాలి ఎప్పుడైనా కొత్తగా ఆలోచన చేస్తారా మేము చేస్తే బాగుంటుందని కొత్తగా చేసుకుంటాం అదే ఇది కొంచెం కూరగాయలు అవన్నీ వేడుకు పెడదామని చెప్ అనుకుంటే సర్లే అని చేసుకుంటాము కానీ నీళ్లు లేవు వర్షం పడట్లేదు మాకు బోర్లు లేవు బాయిలు ఉన్నాయి దాంట్లో వర్షం పడితే ఉంటాయి లేకపోతే ఉండవు నీళ్లు ఇంకా నీళ్ళు లేకపోతే ఏం పెట్టేదానికి లేదు కదా మేడం ఏం పెట్టాము ఇంకా అట్లా బీళ్ళు ఉంటాయి అంతే ఇంట్లో వాళ్ళందరూ చేస్తారా మీకు పొలంలో పని అందరం చేస్తాం మా ఆయన నేను ఇద్దరమే చేస్తాం మా ఇంట్లో పని మా మామ వాళ్ళు ముసలి అయిపోయినారు ఏం సరిగ్గా చేయరు ఇది వాళ్ళ కాడికి ఎట్లా పోతారు అంతే మేడం మీ ఆయన పని చేస్తాడు మీరు అడగండి మేడం చెప్పేసింది చెప్పమ్మా నీ పేరు చెప్పు నీ ఊరు పేరు చెప్పు ముందు అని చెప్పింది కదా ఇప్పుడు నువ్వు పొలం నీ సొంత పొలంకి వచ్చావా కూలికి వచ్చావా కూలికి వచ్చినా మేడం నీ పేరు చెప్పు నా పేరు లక్ష్మీదేవి మేడం మా ఆయన పేరు మోతిలాలు మా ఆయన దారికి పోతాడు నేను ఇంటికాడే ఉంటున్నాను మేము ఇట్లాంటి పని ఉంటే చేస్తాము మాది అయిపోతే ఇక్కడ పోతాము కూలి పని కూలి పని అంటే బయట అది పోటీ లాగా మాకు వాళ్ళు వస్తారు వాళ్ళకి మేము పోవాలి అట్లా బదులుగా సో మీరు కూలికి డబ్బులు ఇస్తారా మరి ఒకరికొకరు పోతారు కాబట్టి డబ్బులు ఏమి ఉండదు మేడం ఒకరికొకరు పోతే అయిపోతుంది అంతే అంతే డబ్బులు ఇచ్చేదే ఉండదు మళ్ళీ ఓకే ఈ ఊర్లంతా ఇట్లాగే ఉంటుందా కొంతమంది కూలికి వస్తారు ఇది చేన్లు అవి ఉండవు కదా వాళ్ళకి వాళ్ళు మాత్రం కూలి పనికి వస్తారు ఇంకా చేన్ల వాళ్ళమైతే ఇట్లా బదులుగా చేసుకుంటాం ఒకరికి ఒకరు ఎప్పుడన్నా మరి బదులుగా చేసుకున్నప్పుడు నేను ఎక్కువ పని చేశాను నువ్వు తక్కువ అట్లేం ఉండదు మేడం నువ్వు ఐదు పది గంటలకు వస్తావు ఆరు వరకు చేస్తావు నేను అట్లే పోతాను ఒకవేళ పెద్దన ఏడు గంటలకు పోయి రెండు గంటలకు వచ్చేస్తే ఆ రోజు మేము కూడా అట్లే పోతాం అట్లే ఉండదు ఎక్కువ తక్కువ అనేది కలిసి పని చేస్తాం అంతే దీంతో పాయసం చేస్తాం మేడం పెసర్లతో అవునా ఎట్లా చేస్తారు చెప్పండి ఇది భూజన కొని hmm. ఇది hmm. వేయించి ఇది ఇసురుకొని hmm. బ్యాళ్ళు చేసుకొని బెల్లము అవి వేసుకొని బాగా చేసుకుంటే బాగుంటుంది మేడం ఆవు నెయ్యి అంటే ఇంకా బాగుంటుంది లేకపోయినా బాగుంటుంది ఉన్నా బాగుంటుంది ఉడకబెట్టైనా తింటాను ఉడకబెట్టుకొని గుగ్గులు మాదిరిగా తినచ్చు వేయించుకొని వేయించుకొని తినొచ్చు పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి పచ్చిగా కూడా నానబెట్టుకొని మొలకలు వచ్చినాక తింటే ఇంకా మంచిదని చెప్తే తింటారు మేడం